Кассандра Игры я подраз Отмевала разум, убивала музыканта Тем не менее я рядом был и верила Григория не сидел సో హాయ్ అన్న దిస్ ఇస్ శ్రీ మీరు చూస్తున్నారు Sri Appu gaming channel please like and share subscribe నా చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు చా- లైక్స్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు please like and share subscribe అన్న నా ఫస్ట్ వీడియో ఆన్ చేశాను అది ఆఫ్ అయిపోయింది కాల్ రావడం వల్ల అయితే మళ్ళీ ఆన్ చేశాను ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టాను ఇక్కడికి వెళ్ళి మనం అయితే లూట్ అయితే తీసేసుకుని వెళ్ళిపోదాం ఎన్నిస్ వచ్చినప్పుడు అయితే స్లో చేద్దాం ఓకే అన్న ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనం కాయిన్స్ అవన్నీ ఏరుకుని వెళ్ళిపోదాం ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లూట్ తీసుకున్నాం ఇక్కడైతే లెవెల్ త్రీ బ్యాగ్ తీసేసుకున్నాం వెళ్ళిపోదాం ఎన్నిస్ ఎక్కడ ఉన్నారు చూసేసి వాళ్ళకి ఓపీల మీద అంటే ఓపీ హెడ్ షాట్లు కొడదాం ఇక్కడైతే లేరు లెవెల్ త్రీ బ్యాగ్ తీసేసుకున్నాం ఫుల్ లూట్ అయితే తీసుకున్నాం ఇక్కడైతే రిపేర్ కిట్ ఉంది రిపేర్ చేసుకుందాం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక ఓకే ఇక్కడైతే బాక్స్ ఒకటి ఉంది ఇక్కడైతే బ్లూ వాళ్ళను కాయిన్స్ అయితే తీసేసుకుందాం ఇక్కడైతే ఎవరు లేరు ఎనిమిస్ ఓకే ఓకే వెళ్ళిపోదాం మ్యాప్ అయితే అక్కడ పెట్టేసుకుందాం అక్కడైతే ఫుల్ ఎనిమిస్ ఉంటారు ఇప్పుడు మన దగ్గర అయితే ఫైవ్ హీల్స్ ఉన్నాయి టూ గ్లూ వాల్స్ ఉన్నాయి సెవెన్ మెడికిట్స్ uh, అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే మన చేతిలో ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ అయి ఉంది యూజేటైన్ ఏసీ ఎయిటీన్ షార్ట్ గన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే వెహికల్ అయితే ఉంది నెక్స్ట్ మెడికెట్స్ తీసేసుకున్నాం పనికి లూట్ అయితే తీసి పక్కన పడేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పైన అయితే ఎవరైనా ఎనిమిస్ ఉన్నాయా చెక్ చేద్దాం ఇక్కడైతే ప్రజెంట్ పైన అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇక్కడైతే కింద దిగేద్దాం మనం అయితే ఎనిమిస్ కోసం అయితే వెళ్ళిపోదాం సర్చింగ్ చేద్దాం వేస్ట్ లూట్ అంతా తీసేసుకొని ఇంట్లో పోయి అన్లూట్ దొరుకుద్దని తీసేసుకుందాం ఇక్కడైతే ఎక్కడ కూడా ఎవరు లేరు ప్రెసెంట్ ఎనిమీస్ వేస్ట్ లూట్ అంతా తీసేసుకుందాం ఆమోస్ అయితే మనకైతే ఎమర్జెన్సీ కావాలి అంటే ఇక్కడైతే ఎవరు లేరు ఎనిమీస్ ప్రజెంట్ ఇక్కడైతే ఒకడైతే వెళ్తున్నట్టయితే ఫుడ్ సౌట్స్ వినపడుతుంది ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫుడ్ సౌండ్స్ అయితే వినపడుతున్నాయి ఓకే వీడికైతే ఓపీ లెవెల్ హెడ్ షాట్ పడిపోయింది సో కుర్రలు ఇప్పుడైతే వాడికైతే ఒకరికైతే ఓపీ హెడ్ షాట్ అంటే హెడ్ షాట్ ఇచ్చాము మరి ఇక్కడ ఎవరు ఉన్నారని చూద్దాం ఇంకా ఎనిమిస్ ప్రజెంట్ మనకైతే ఎవరికేం కనపడలేదు ఇక్కడ దగ్గర వాడి దగ్గరికి అయితే పోయి లూట్ అయితే వేసుకున్నాం ఓకే దగ్గరికి అయితే వచ్చేసాము మన వాడి దగ్గర అయితే లూట్ అయితే తీసేసుకున్నాం ఓకే ఏడైతే ఒకడు ఉన్నాడు దీడికి కూడా ఒప్పి అంటే ఒప్పి లెవెల్ హెడ్ షాట్ పడిపోయింది ఓకే మనం ఫుల్ లూట్ అయితే తీసేసుకున్నాం వాడి దగ్గరికి ఇడి దగ్గర పోయి ట్వంటీ ట్వంటీ రంజ కొడుకులు నిద్రపోతూ వస్తున్నారు అనుకుంటా అంతర బాటుగాళ్ళే ఓకే ఎయిట్ మెడికెట్స్ అయితే ఉన్నాయి ఎయిట్ మెడికెట్స్ ఉన్నాయి ఫైవ్ హీల్స్ ఉన్నాయి next four glue five glue walls అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఎనిమిస్ అయితే సెర్చింగ్ చేద్దాం ఇటు సైడ్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని అయితే చూసేసి ఒప్పిల మీద ఒప్పిల్ ఐదు షర్ట్స్ అయితే పిక్కేద్దాం మరి ఓకే ఇక్కడైతే ఎవరు లేరు ప్రజెంట్ ఎనిమిస్ అయితే పడతాం లేదు అయితే నెక్స్ట్ దగ్గర పోదాం ఓకే ఒప్పి అంటే ఒప్పి లెవెల్లో పడిపోయింది వాడికి హెడ్ షాట్ ఇక్కడ అయితే కనపడితే ఇంకెవరున్నారని చూద్దాం ఇక్కడ అయితే అందరూ గాలి వస్తున్నారు మరి ఓకే హెడ్ సైడ్ ఇంకొకడు ఉన్నట్లు ఉన్నాడు మష్రూమ్ తిందాం అనుకున్నా ఓకే సైడ్ అయితే ఎవడు లేడు ఇంకా ఇక్కడ ఎవడు ఉన్నాడా ఇక్కడ ఉంటూ లెవెల్లో హెడ్ షాట్స్ చేస్తున్నాం డ్రాగ్ ఇవ్వాలనుకోవాలనుకుంది ఉంది మనకి ఓకే ఇక్కడ ఒక అయితే ఏమి ఉన్నాడు వాడికి ఓపీ అంటే ఓపీ లెవెల్లో హెడ్ షాట్స్ చేద్దాం ఓకే హెడ్ షాట్ పడిపోయింది ఫ్రెండ్స్ ఓకే కుర్రోళ్ళు ఇంకా ఇక్కడైతే చాలా మంది తిరుగుతున్నట్లయితే అంటే ఫైరింగ్ చేస్తున్నట్టు వినబడుతుంది రిపేర్ కిట్ ఉంది రిపేర్ చేసుకున్నాం ఓకే సిక్స్ గ్లోవర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఫైవ్ ఎల్స్ సిక్స్ వికెట్స్ అయితే ఉన్నాయి ఓకే ఏడు గ్రూప్ లెవెల్ హెడ్ షాట్ పడిపోయింది ఓపీ అంటే ఓపీ లెవెల్ బుర్రపాడు ఒక్కొక్కడికి అసలు మైండ్ బ్లోయింగ్ అవుతుండాలి ఇప్పుడు మనదైతే ప్రజెంట్ థర్టీ ఎలా ఉన్నారు ఫైవ్ టూస్ అయితే అయిపోయాయి మనం అయితే ఏంటోకి వెళ్ళి లూట్ అయితే తీసేసుకుందాం ఇక్కడైతే ఎవరైనా కూడా లేరు మరి ప్రజెంట్ ఓకే ఇక్కడైతే రూట్ కూడా పెద్దగా లేదు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఓకే ఇక్కడైతే ఒక ఎనిమిది కనబడ్డాడు ఓపీ లెవెల్లో హెడ్ షాట్ పడిపోయింది ఇక్కడికైతే ఓపీ లెవెల్లో హెడ్ షాట్ ఇచ్చేసాం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం జోన్ కూడా మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడైతే ఒక్క ఇంకొక ఎనిమిది కనబడ్డాడు వాడికైతే ఓపీ లెవెల్లో హెడ్ షాట్ పడిపోయింది అయితే మన సెవెన్ కిల్స్ అయినాయి ట్వంటీ ఎయిట్ ఎలా ఉన్నారు ఇంకొక ఎనిమిది అయితే కనబడ్డాడు వాడికి కూడా అయితే ఓపీ లెవెల్లో హెడ్ షాట్ పడిపోయింది ఇంకొకటి కనబడ్డాడు ఓ ఓపీ లెవెల్ ఏంటి బ్రో ఏ స్కామా పెద్ద స్కామే ఓపీ లెవెల్లో వస్తున్నారు ఎనిమిస్ కూడా ఓకే అడైతే ఇంకొకడు ఉన్నాడు వాడికి కూడా బగాడికి నోట్లో దించిపోదాం ప్లేట్ ఓకే దిగిపోయింది మెత్తగా ఇంకొక ఎనిమిది అయితే ఉన్నట్టున్నాడు వాడికి కూడా ఓపీ లెవెల్లో హెడ్ షాట్ పడిపోయింది ఓ ఓ ఏంటి బ్రో ఏంటి బ్రో ఈ స్కాము కొంచెం గ్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఎవరన్నా చూద్దాం ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు ఒక్కడికి ఓపీ లెవెల్లో దిగిపోతున్నాయి బుల్లెట్స్ అందరూ ట్వంటీ ట్వంటీ ఇలా చేయకూడదు అనుకుంటా ఓకే ఓకే ఓపీ లెవెల్లో దించేద్దాం బుల్లెట్స్ అయితే మనం ఓకే ఇంట్లోకి వెళ్దాం ఇక్కడ ఉన్నారో చూద్దాం ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు లేరు అయితే ఎనిమిది ఉన్నాడు వాడికైతే ఓపీ లెవెల్లో హెడ్ షాట్ ఇచ్చేసా ఓన్లీ వన్ టాబ్లెట్ ఇక్కడైతే ఇంకొక ఎనిమిది కనపడ్డాడు వాడికి కూడా ఓపీ లెవెల్లో హెడ్ షాట్ అయితే ఇద్దాం ఓకే ఇక్కడైతే ప్రజెంట్ ఒకటి కనపడ్డాడు వాడి group P level head shot పడిపోయింది ఓకే ఏడంగోకినవి ఓ అరే యార్ ఏంది ఏడేందో అట్ల పండుగ తీసుకొని పోతుండట్టుకుంటా సౌండ్ బాగా వస్తుంది ఏడికి కూడా లెవెల్లో పడిపోయింది హెడ్ షాట్ ఏడి ఎనిమిది ఉన్నాడు వాడికి కూడా లెవెల్లో హెడ్ షాట్ చేశా ఓకే హెడ్ షాట్ పడిపోయింది లూట్ అయితే తీసేసుకున్నాం ఓకే ఓకే ఇక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నాడు వీడికి కూడా పిల్లవల్ల హెడ్ షాట్ ఇచ్చేద్దాం మనం వీడికి ఇక్కడైతే లేడు ఎనిమి అయితే మరి ఎటు సైడ్ వెళ్ళాడు బ్యాక్ సైడ్ ఉన్నాడు వీడికి అయితే ఒప్పిలలో బుర్ర బద్దలైపోలి వెనక సైడ్ నుంచి వచ్చి కొడుతున్నాడు వీడు ముందు కూడా కొడిచాడు వీళ్ళకి కూడా ఒప్పి లెవెల్లో పడిపోయింది హెడ్ షాట్ ఓకే వీడికి కూడా పడిపోయింది ఒప్పి ఓ ఇవాళ ఏందో అనుకూలంగా ఉంది కుర్రోళ్ళు మనకు ఒప్పిలంటే ఒప్పి లెవెల్లో పడిపోతున్నాయి ఇంకొక ఎనిమిది ఉన్నాడు వాడికి కూడా ఒప్పి లెవెల్లో పడిపోయింది ఓ ఏడైనా ఫైర్ ఎదురుండి డే టు డేర్ ఫైరింగ్ చేస్తున్నాం మనతో డే టు డేర్ ఫైరింగ్ అంటే చాలా కష్టం మరి లూట్ అంటే మీ స్క్వాడ్ని తీసుకునిరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇంకా ఇక్కడైతే డ్రాప్స్ ఉన్నాయి మరి అనుకుంటా సారీ సిక్స్ ఎలా ఉన్నారు ట్వంటీ వన్ కిల్స్ అయినాయి మన ఓకే ఓపీ లెవెల్లో పడిపోయింది మనం అయితే రిపేర్ కిట్ యూజ్ చేద్దాం ఇక్కడ ఇంకొక ఎనిమిది ఉన్న అయితే ఉన్నాడు లెగిసిపోయింది కప్లైకి ఓకే ఏడు ఇంకొక అప్లమ్మ కనపడితే పిల్లవల పడిపోయింది ఏడ్చాడు ఓకే ఇంకొక అప్లై ఏడు ఒక అతను వచ్చి నెట్టుకుంటా పాపం వీడికి కూడా ఓపి లెవెల్లో వేరే లెవెల్లో ఓపి పడిపోవాలి ఓ ఏం భయా ఆగు నీకు ఓపి లెవెల్లో పడిపోద్ది పడిపోద్దు అరే అరే యారు ఉందమ్మా ఓకే ఓకే కుర్రోళ్ళు ఇదే ఇవాళ మన ఈ వీడియో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టాటా బాయ్ సీ సెలవు మీ గుండెల్లో నా గుండెకాయ్